దేవుని నామమునకు మహిమ కలుగునుగాక బీ డిఫరెంట్ అనే ఈ యవనస్తుల ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీ అందరికీ మరొకసారి స్వాగతం ఆరు ఎపిసోడులు పూర్తి చేసుకొని ఏడవ ఎపిసోడ్లోనికి మనం ఈరోజు అడుగు పెడుతూ ఉన్నాం ఈరోజున దేవుని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు సృష్టికర్త అని నేర్చుకుంటాం అయితే ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే దేవుడు సృష్టికర్తలకే సృష్టికర్త అని కూడా మనం చెప్పొచ్చు ఎందుకు అని అంటే లోకంలో ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక సృష్టి చేసిన వాళ్ళు అనేక కనబడుతూ ఉంటారు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు అనేక మంది కనబడుతూ ఉంటారు ఉదాహరణకి మొబైల్ కనిపించిన వాళ్ళు కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళు లేకపోతే సాంకేతిక విజ్ఞానం ద్వారా సైంటిఫిక్ సోర్సెస్ ద్వారా అనేకమైనటువంటి నూతన టెక్నాలజీస్ కనిపెట్టిన వారు అనేక మంది మనము చూస్తూ ఉంటాం అయితే మన దేవుడు వీరందరినీ సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త అందుకనే ఏమంటాడంటే మన దేవుడు సృష్టికర్తలకే సృష్టికర్త అయి ఉన్నాడు ఇంకో మాటలో మనం చెప్పాలి అనంటే మీకు అర్థమయ్యేలా నేను చెప్పాలి అని అంటే దేవుడు ఒక్కొక్క మనుష్యని లోకంలో సృష్టించినప్పుడు దేవుడు కొన్ని మంచి మంచి తలాంతులు మంచి మంచి కళలను మంచి మంచి జ్ఞానమును ఇచ్చి దేవుడు మానవుణ్ణి సృష్టిస్తూ ఉంటాడు అటువంటి కళల ద్వారా అటువంటి తలాంతు ద్వారా అటువంటి జ్ఞానము ద్వారా మనుష్యుడు దేవునిని సృష్టికర్త అయినటువంటి దేవునిని మహిమపరిచేవానిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటాడు అలా మంచి జ్ఞానము కళ కలిగినటువంటి అనేక మంది వ్యక్తులలో ఒక ప్రథముడైనటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అతని పేరు బెసలేలు ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటి అని అంటే దేవుడు మోషేను నాయకునిగా ఎంపిక చేశాడు ప్రత్యక్షపు గుడారానికి కావలసినటువంటి ఆ ప్రతి విధమైనటువంటి కొలతలు ప్రతి విధమైనటువంటి ఉపకరణ విధానాలు ఇవన్నీ కూడా దేవుడు మోషేకు బయలుపరిచాడు కానీ అవన్నీ చేయటానికి కావలసినటువంటి తలాంతు దేవుడు మోషేకి ఇవ్వలేదు గనుక అటువంటి తలాంతు కలిగినటువంటి ఒక వ్యక్తి మోషేకు ఉపయోగకరంగా ఉంటాడని మోషేకు దీవెనకరంగా ఉంటాడని మోషేకు ప్రోత్సాహకరంగా ఉంటాడని ఎంచినటువంటి దేవుడు బెసలేలు అనేటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకుని దేవుడు మంచి తలాంతును తనకు అనుగ్రహించి దేవుడు మంచి జ్ఞానాన్ని తనకు అనుగ్రహించి దేవుడు మంచి కళని దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించి దేవుడు మోషకు తోడుగా ఆ ప్రత్యక్షపు గుడారాము నిర్మాణానికి దేవుడు ఉపయోగించినట్లుగా మనము బైబిల్లో నేర్చుకోగలుగుతాం ఇక్కడ బెసలేల్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపి రెండు విధాలుగా దేవుడు బెసలేల్ని ఉపయోగించుకుంటున్నాడు ఒకటి దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము వలన తాను తనకున్నటువంటి తలాంతులు తను ఉపయోగించుకుంటున్నాడు రెండవదిగా తన తలాంతుని అనేక మందికి నేర్పిస్తూ ఉన్నాడు కనుక ఈ రెండు విధాలుగా తన తలాంతుని తాను ఉపయోగించుకుంటూ దేవునికి మహిమకరంగా ఉంటున్నాడు అలాగే తన తలాంతుని అనేక మందికి నేర్పిస్తూ ఉంటున్నట్లుగా మనము చూడగలుగుతాం ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణము కొరకు తాను ఏ విధంగా పనిచేయాలి ఏ విధమైనటువంటి ఉపకరణాలు ఏ విధంగా వాడాలి మోషే ద్వారా తెలుసుకొని తన నాయకుడైనటువంటి మోషే ద్వారా గ్రహించి తాను ఆ విధంగా దేవునికి మహిమకరంగా మోషేకు సహాయకరంగా తాను నిలబడి అనేక మందికి అదే తలాంతుని అదే కళని నేర్పిస్తూ తాను జీవించినట్లుగా మనము అక్కడ చూడగలుగుతాం ఇక్కడ బెసలేలు ఏ విధంగా ఒక వ్యత్యస్తమైనటువంటి జీవితం జీవించాడు ఇక్కడ ఏ విధంగా వ్యత్యస్తంగా బెసలేలు దేవుని కొరకు వాడబడ్డాడు అని ఆలోచన చేస్తే ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము వాస్తవంగా దేవుని సన్నిధి దిగి వచ్చేటువంటి ప్రాంతం దేవుని సన్నిధి దిగి వచ్చేటువంటి స్థలము అలా దేవుని సన్నిధి దిగి వచ్చేటువంటి స్థలము ఏ విధంగా కట్టాలో జ్ఞానం కలిగినటువంటి వానిగా అట్టి తలాంతు కలిగినటువంటి వానిగా దేవుడు బెసలేలను దీవించినప్పుడు దేవుడు బెసలేల్ని ఎంపిక చేసినప్పుడు దేవుడు బెజలేల్ని అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపినప్పుడు బెసలేలు ఏమాత్రం వెనకడుగు వేయలేదు బెసలేలు ఏమాత్రము ఇతరుల మాటలకు ఎగ్గలేదు బెసలేలు ఏమాత్రం ఇతరుల యొక్క ఆ రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆ అపోహలకి నిందలకి తాను చెవియొగ్గకుండా తాను తన నాయకుడైనటువంటి మోషేకు లోబడి తనకున్నటువంటి తలాంతును ఉపయోగిస్తున్నాడు తనకున్నటువంటి కళను తాను ఉపయోగిస్తున్నాడు తనకున్నటువంటి జ్ఞానాన్ని తాను ఉపయోగించి ఆ మందిర నిర్మాణానికి తాను ఉపయోగపడుతున్నాడు అదే బెసలేలు జీవించినటువంటి వ్యత్యస్తమైనటువంటి జీవిత విధానం ఇక్కడ బెసలేలు దేవుని కొరకు ఒక గుడారాన్ని నిర్మిస్తూ ఉన్నాడు అనేక మంది ప్రజలు వచ్చి ఆరాధించదగ్గ ఒక స్థలాన్ని బెసలేలు నిర్మిస్తూ ఉన్నాడు ఎంత అద్భుతకరమైనటువంటి అవకాశం అది ఎంత అద్భుతకరమైనటువంటి ఆపర్చునిటీ అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి స్థానం అది బెసలేలు ఆ స్థానాన్ని ఉపయోగించుకున్నాడు బెసలేలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు గనక ఈ పగటి వేళ అనేక సందర్భాలలో దేవుడు మనకి అవకాశాలు ఇచ్చి దేవుడు మనకి ఆపర్చునిటీస్ ఇచ్చి దేవుడు మనకి తలాంతునిచ్చి దేవుడు మనకి కావలసిన జ్ఞానము కళను ఇచ్చి దేవుణ్ణి ఆ రాజ్య విస్తరణలో దేవుడు ఉపయోగించాలని దేవుడు మన నిమిత్తం ఆశపడుతూ ఉండగా ఈ పగటి వేళ ఏ ఏమాత్రం గర్వించకుండా బెసలేలు ఏమాత్రం ఇతరుల చెవి ఇతరులకు చెవి యొగ్గకుండా ఏ విధంగా దేవుని కొరకు వాడబడ్డాడో ఈ పగటి వేళ మనము కూడా అట్టి వ్యత్యస్తమైనటువంటి ఇదిగో స్థిరమైనటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు దేవుడు అట్టి అవకాశం బెజలేలు ద్వారా ఉపయోగించుకున్నప్పుడు అది ఆ ఇస్రాయేలు జాతి అందరికీ దీవనకరంగా బెసలేలు మారాడు కదా అలాగే నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ జ్ఞానము దేవుని కొరకు ఉపయోగిస్తే నీ క్రియేటివిటీ దేవుని కొరకు ఉపయోగిస్తే నీ జ్ఞానమును నీ కళను నీ తలాంతును నీ టాలెంట్స్ని దేవుని కొరకు నువ్వు వినియోగిస్తే దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను చేస్తాడు గనక ఈరోజు బెసలేలు ఏ విధంగా వ్యత్యస్తమైనటువంటి జీవితం జీవించాడో అట్టి వ్యత్యస్త జీవితం కలిగినటువంటి వారిగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు గనుక బెసలేలు ద్వారా ఈరోజు మనం ఒక పాఠం నేర్చుకుందాం దేవునికి ఉపయోగపడదాం రెండవదిగా ఆలోచన చేస్తే బెసలేలుని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడే బెసలేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు he was available to God గనుక దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఒక సమయం ఇచ్చినప్పుడు దానికి మనము దేవునికి అందుబాటులో ఉండి దేవుని కొరకు మన సమయాన్ని మన జ్ఞానాన్ని మన తల్లాంతుని ఉపయోగించి దేవునికి ఉపయోగకరంగా మారాలనే దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు అందునిమిత్తమే ఆయన మనల్ని సృష్టించాడు అందునిమిత్తమే ఆయన మనల్ని ఈ విధంగా ఎన్నుకున్నాడు నిలబెట్టాడు గనుక మనకి దేవుడు తలాంతి ఇచ్చినప్పుడు ఆ తలాంతు ఉపయోగించడం అయితే ఆ తలాంతు ఉపయోగించడానికి మనం దేవునికి అందుబాటులో ఉండటం ఎల్లకాలం ఏ సమయంలో అయినా దేవునికి అందుబాటులో ఉండటం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు గనుక ఈ రోజున మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దేవునికి దేవుని రాజ్య విస్తరణకి మనకున్నటువంటి తలాంతుని మనకున్నటువంటి జ్ఞానాన్ని మనకున్నటువంటి తెలివితేటని ఉపయోగిస్తూ ఉన్నామా లోకంలో మన జ్ఞానాన్ని ఎంతగానో ఉపయోగిస్తాం లోకపరంగా ఎంతగానో మనకున్నటువంటి తల్లాంతుని ఉపయోగిస్తూ ఉంటాం కానీ దేవుని బిడ్డగా దేవుని కొరకు నువ్వు అది వాడుతున్నావా దేవుని కొరకు నీ తల్లాంతను ఉపయోగిస్తూ ఉన్నావా అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతిని ఎవరో పిలిస్తే ఎవరో చెబితే ఉపయోగించడం కన్నా దేవుడు కోరుకుంటున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు దేవునికి అందుబాటులో ఉండేటువంటి విషయంలో నువ్వు ఎంతవరకు నిజాయితీగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో ఇప్పటి వేళ బెసలేలు ఏ విధంగా వ్యత్యస్తంగా నిలబడి అనేక మందికి ఆరాధించుకోవడానికి ఒక మంచి గుడారాన్ని నిర్మించగలిగాడో ఈ పగటి వేళ అట్టి వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని చేస్తూ ఇదిగో నువ్వు కూడా ముందుకు వెళ్ళాలని దేవుడు మన నుండి కూడా ఆశపడుతున్నాడు అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదో వచనంలో ఇలా అంటాడు మరియు వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము గనుక దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అని అంటే ఆయన పని అయి ఉన్నాము అని ఎందుకు అంటున్నాడంటే ఇంగ్లీష్లో అంటాడు వీఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ అంటే ఎందుకు మనము ఆయన పనిముట్టులై ఉన్నాము అని అంటే దేవుని కొరకు పని చేయడానికి దేవునిని సేవించడానికి దేవుని సన్నిధిలో సేవ చేయడానికి ఈ పగటి వేళ అది దేవుడు మన నుండి ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు గనుక మనకి దేవుడు చిన్న పెద్ద ఏ తలాంతు ఎటువంటి తలాంతు ఇచ్చినా ఎటువంటి జ్ఞానం మనకిచ్చినా ఎటువంటి శక్తి సామర్థ్యం దేవుడు మనకిచ్చినా వాటిని దేవుని నామ మహిమార్థమై ఇదిగో ఆ రాజ్య వ్యాప్తి నిమిత్తము ఇదిగో ఉపయోగించాలని వాడబడాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు గనక ఈ ఎపిసోడ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏమిటి అంటే బెస్సులేలు ఏ విధంగా వ్యత్యస్త జీవితం జీవించాడో ఇదిగో నువ్వు కూడా అట్టి వ్యత్యస్త జీవితం కలిగినటువంటి వాడవై ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు గనక ఈ ఎపిసోడ్ నీకు బెసలేలు జీవిత విధానము నీకు దీవెనకరంగా ఉండునుగాక అని ప్రార్థన చేస్తూ నా మాటల్లో ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్